కీర్తన గ్రంథం తొంభై ఒకటి ఒకటి నుంచి పదహారు చాటున నివసించేవాడు సర్వశక్తిని నేను విశ్రయించేవాడు ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవునిని నేను హోన్ గురించి చెప్తున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యం కేయడం డాలునే అన్నది రాత్రివేళ కలుగు మహిమనకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం పాడు చేయి రోగుమనకైనను నీవు భయపడుకుందువు నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూడినను అపాయం నీ ఎద్దకు రాదు నీ కళ్ళారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును ఎహోవా నీవేనా నా అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొనిచున్నావు నీ నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ సమీపించదు నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ వారిని తమ చేతుల మీద ఎట్టి పట్టుకుందరు నీ సింహములను నాగుపాములను త్రొక్కేదవు పొదుమ సింహములను భుజంగములను అనగ త్రొక్కేదవు అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదును అతను నా నామం ఎరిగి ఉన్నాడు గనక నేను అతని కనపరిచెదను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడే ఉండేదును అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదును దీర్ఘాయుషమం చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను